నమస్తే నేను కవిత లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ సెగ్మెంట్లుంటే అందులో ఒకటి కనిగిరి నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు ఉగ్ర నరసింహారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తనకున్నటువంటి ఎజెండా ఏంటి ఓటర్లు తనకే ఎందుకు ఓటేయాలని కోరుకుంటున్నారు తనకి వస్తున్నటువంటి రాబోయే మెజారిటీ మీద తనకున్నటువంటి అంచనాలు ఏంటి వీటన్నిటికి సంబంధించి తనతోనే మాట్లాడదాం నమస్కారం అండి నరసింహారెడ్డి గారు మీరు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిన దానికి ఇప్పుడు పోటీ చేసిన కనిపిస్తుంది దానికి ఉన్న డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు ప్రచార పరంగా కావచ్చు పార్టీలు అభ్యర్థులు ఓటర్ల పరంగా రెండు వేల తొమ్మిది పోటీ చేసినప్పుడు ప్రజల సమస్యలతో అంటే కనిగిరి ప్రాంతం అంటే ఒక రిమోట్ విలేజ్ కింద ఉండేది ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాధ్యతలు కనపడ్డాయి ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు మీరు చూసిన రోడ్డు కానీ టొబాకో బోర్డు కానీ గొర్రెల మండి కానీ ఇవన్నీ మా టైంలో మేము చేయటం జరిగింది రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య కరిగిరి ప్రాంతం సాగర్ జలాలు కూడా ప్రజలకు చూపించిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఎలక్షన్స్లో ఈ గవర్నమెంట్ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పార్టీలో టికెట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు కొంత క్యాడరు ఈ అటు ఇటు షఫ్లో అవటం అనేది ఇప్పుడు కనబడుతూ ఉంది అప్పుడు ఒక పార్టీకి డెడికేటెడ్గా ఒక సిస్టమ్ ఒక పద్ధతిలో కొంత క్యాడర్లో డిస్టర్బెన్స్ అయితే కొంత అబ్జర్వ్ చేస్తున్నాం కానీ ప్రత్యేకంగా కనిగిరి లాంటి ప్రదేశంలో అయితే పనిచేసిన వారికి పట్టం కట్టాలనే ఉద్దేశంతో క్యాడర్ చాలా పాజిటివ్గా కనపడుతుంది అంటే మనల్ని మేము ఇప్పుడు రోడ్ షోలో నిన్న మంత్రి గారు వచ్చారు రోడ్ షోకి వెళ్ళాం అసలు ఫోర్ ఫైవ్ అవర్స్ డిలే అయిపోయింది పబ్లిక్లో పనిచేసే వాళ్ళకి ఈసారి పట్టం కడతారనేది ఒక పాజిటివ్ సిగ్నల్ అయితే కనపడింది అంటే గతంలో తొమ్మిదికి పంతొమ్మిదికి వేరియేషన్ ఏంటంటే అప్పుడు మనం చేయాల్సిన బాధ్యత చాలా ఉన్నాయి అనేది కనబడింది ఇప్పుడు చేశాం కాబట్టి ప్రజల్లో నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ కనపడుతుందని తెలియజేస్తాం ఇప్పుడు మీరు కనిగిరిలో తిరిగిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి విభజన జరిగిన తర్వాత వస్తున్నటువంటి ఫస్ట్ టైం ఎలక్షన్స్ అందులోనే ఐదేళ్ల కాలం గడిచిపోయిన తర్వాత కనిగిరికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు ఎలా మారుతుంది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో అని మీరు అనుకుంటున్నారు కనిగిరిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా మన శాసనసభ్యులు బాబురావు గారు చంద్రబాబు నాయుడు గారి వారి సహకారంతో ఇక్కడ దాదాపు డబల్ రోడ్స్ కొన్ని అట్లానే కొంత వాటర్ స్కీమ్స్ త్రిబుల్ ఐటీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ వచ్చినాయమ్మా సో రేపు పంతొమ్మిదిలో ప్రజలు పట్టం కడితే ప్రతి గ్రామానికి సాగర్ జలాలు ఇవ్వాలనే సంకల్పంతో మేము గట్టిగా ఉన్నాం అదేవిధంగా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కనిగిరి ప్రాంతానికి అవసరం అని కూడా తెలియజేస్తాం బికాజ్ ఈ వెలుగొండ ప్రాజెక్ట్ రాకపోతే there are multiple problems in because సాగు జలాలు సాగు జలాలు వస్తే తాగు జలాలు వస్తాయి తాగు జలాలు వస్తే ఇక్కడ పంటలు పెరుగుతాయి పంటలు పెరిగిన దాని ద్వారా ఈ సాగు జలాల వల్ల వాటర్ లెవెల్ టేబుల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ సోర్సెస్ అవైలబుల్ కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి ప్రాజెక్ట్ అనేది మా ఫస్ట్ ఎజెండా అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు రాజకీయంలో నేను పోటీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారితో పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా వారు ఏంటి కండిషన్స్ అని అడిగారు సార్ అన్కండిషనల్గా నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను ఒక కార్యకర్తగా పనిచేయాలని కానీ నా కోరిక మా ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కంపల్సరిగా మీరు వేగ జరుగుతుంది కానీ దాన్ని వేగవంతం చేసి వీలైనంత త్వరగా తీసుకురాపోతే ఇది ఎడారిగా పోయే పరిస్థితుంది ఇప్పటికే వలసలు ఎక్కువ ఉన్నాయి ఆ వలసలు నివారించాలంటే కంపల్సరిగా చేయాలని వారిని కోరాము దానికి వారి hundred percent I will do brother మీరు పార్టీకి వర్క్ చేయమన్నారు కొన్ని కారణాల చేత టికెట్ ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ నుంచి ఉన్నటువంటి టీడీపీ సిట్టింగ్ అని ఇంకో ప్రాంతానికి మార్చి మీకు ఇక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు లోకల్ లీడర్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉంది వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేషన్ ఎలా ఉంది మీకు తెలుగుదేశం క్యాడర్ నేను కాంగ్రెస్లో శాసనసభ్యుడిగా ఉన్నాను ఇప్పుడు తెలుగుదేశంలో కొత్తగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత తెలుగుదేశం క్యాడర్ ఎట్లాంటిది ఇది మా కుటుంబం మా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఆదేశిస్తే వారినే మేము గెలిపిస్తాం ఒక పాజిటివ్ యాంగిల్లో ఉన్నారు తప్ప ఎక్కడ మీరు చూసుంటారు మీరు టీవీలో కానీ ఎక్కడ స్ట్రెయిన్ చేయలేదు అక్కడ అసమ్మతి అసమ్మతి కానీ మాకు ఈ నాయకుడు వద్దు మీరు ఏ నాయకుడిని ఇస్తే ఆ నాయకుడు మేము గెలిపిస్తామనే ఒక నినాదంతో ఉన్న క్యాడర్ దొరకడం నాకు అదృష్టం ఈవెన్ లాస్ట్లో ఇచ్చినా కూడా ఈరోజు ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగే పరిస్థితిని తీసుకొచ్చాం వారందరూ కూడా ఇప్పుడు మీ అందరూ తెలుసు ఈ ఐటీ రైడ్స్ ఏదైతే ఉందో ఇది పీకే రైడ్ అంతే తప్పగా it's not I IT raid వారు ఇక్కడి నుంచి ఆ కేంద్రాన్ని చెప్పడం కేంద్రం నుంచి ఏదో రావడం అక్కడ వారికి ఏం దొరకపోయినా ఏదోటి నాకు ఇవ్వండి మీరు రండి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని ఈ టైం కిల్లింగ్ ప్రాసెసే తప్ప మిగతాది కాదని తెలియజేస్తారు ఇప్పుడు పీకే రైడ్స్ అంటే మీరు ఐటీ రైడ్ కాదు పీకే రైడ్ అన్నారు